hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయినట్ తమ్ముళ్లకు షాక్ ఇచ్చిన లోకేష్ నారా లోకేష్ మాటల గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పేదేమీ లేదు పది మాటలు మాట్లాడితే అందులో ఎన్ని తప్పులుంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు ఏదో చెబుదామని అనుకునే ఇంకేదో చెప్పేస్తూ ఉంటారు విషయ పరిజ్ఞానం లేకపోవడం విషయాలు తెలుసుకోవాలని అనుకోకపోవడంతో పాటు నోటి మీద అదుపు లేకపోవడం కూడా పెద్ద లోపమైపోయింది ఇలాంటి కారణాలతోనే పాదయాత్రలో అభాస్పాలవుతున్నారు తాజాగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ చెప్పిన మాటతో తమ్ముళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇంతకీ విషయం ఏంటంటే పాదయాత్రలో తనతో పాటు ఫాలో అవుతున్న నేతలు కార్యకర్తలను చూసి లోకేష్లో ఆవేశం వచ్చేసింది వెంటనే మైక్ అందుకుని పాదయాత్రలో కనిపిస్తున్న జనాల స్పందన చూస్తూ ఉంటే తనకు సంతోషంగా ఉందన్నారు నేతలు కార్యకర్తలతో పాటు జనాల్లోని ఉత్సాహం చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికలలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని తనకు ఖచ్చితంగా అనిపిస్తోందని అన్నారు ఏ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని లోకేష్ చెప్పాలని అనుకున్నారో ఎవరికీ తెలియలేదు లోకేష్ మాటతో నేతలు కార్యకర్తలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయింది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీకి పీడకల లాంటిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన దగ్గర నుండి అంత ఘోరమైన ఓటమి ఎప్పుడూ ఎదురు కాలేదు నూట డెబ్బై ఐదు సీట్ల అసెంబ్లీలో టీడీపీకి వచ్చింది ఇరవై మూడు మాత్రమే ఎన్నికల ఫలితాల దెబ్బకు చంద్రబాబుతో పాటు పార్టీ కూడా ఒక్కసారిగా కుదేలైపోయింది ఆ దెబ్బ నుండి చంద్రబాబు ఇంకా తీరుకోలేదనే చెప్పాలి ఇదంతా పక్కన పెడితే లోకేష్ కూడా మంత్రి హోదాలో పోటీ చేసి మంగళగిరిలో ఓడిపోయారు ఆ విషయం కూడా లోకేష్కు గుర్తున్నట్లు లేదు ఇప్పుడే కాదు యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి చాలా సందర్భాలలో లోకేష్ ఇలాగే మాట్లాడారు ఒకసారి టీడీపీని ఉరివేయాలన్నారు మరోసారి అవినీతి కులపిచ్చి ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీ మాత్రమేనని అన్నారు సైకిల్ పోవాలంటూ చేసిన నినాదాలకు కొదవే లేదు సైకిల్కు ఓట్లేయొద్దని పిలిపించిన ఘటనలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పింది మాత్రం హైలైట్ అనే చెప్పాలి